Welcome to BDL TV welcome to BDL TV ఇప్పుడు మనం అగనంపూడి పూడిమాడిక శివాలయం దగ్గర ఉన్నాము శివాలయం గురించి తెలుసుకుందాం అగనంపూడి పెదమడక శివాలయం ఉమామహేశ్వరాలయంలో ఉన్నాము అగనంపూడి పెదమడక శివాలయం ఉమామహేశ్వరాలయం అగనంపూడి పెదమడక ఉమామహేశ్వరాలయం ధ్వజస్తంభం చేస్తాము తల్లిదండ్రులే ప్రధాన దయములు వారిని ఆరాధన ధ్వజస్తంభం ఉమామహేశ్వర ఆలయం దగ్గర ఓం నమ శివాయ ఓం నమో నమ శివాయ ఓం నమో నమ శివాయ ఓం నమో నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రుద్ర జల మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ గన్నేరు మొక్కలు గన్నేరు మొక్కలు ఇక్కడ క్రాటన్స్ మొక్కలు ఉన్నాయి శివాలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఇది కరివేపాకు మొక్క ఇక్కడ కరివేపాకు మొక్క ఉంది వైపు అక్కడ శర్మ గారు ఉన్నారు మన అర్చకులు శర్మ గారు ఇక్కడ ఉన్నారు ఇది పార్వతీదేవి విగ్రహం పార్వతీదేవి విగ్రహం ఉమాదేవి విగ్రహం ఉమా మహేశ్వర స్వామి ఉమా మహేశ్వర స్వామి ఉమా మహేశ్వర స్వామి ఉమా మహేశ్వర స్వామి ఉమా మహేశ్వర స్వామి గర్భగుడి ఉమా మహేశ్వర స్వామి గర్భగుడి ఉమాదేవి ఇటువైపు వినాయకుడు ఎడంవైపు వినాయకుడి విగ్రహం ఉంది ఏదైనా పంతులు శర్మ గారు బుధవారం పదకొండు గంటల ప్రాంతంలో ఈ శివాలయం ఇలా ఉంది ఎక్కువగా సోమవారాలు సోమవారాలు విశేష దినాల్లోనే ఎక్కువ జనం ఎక్కువ ఉంటారు ఇది ఒక రకంగా ప్రసిద్ధి చెందిన ఆలయమైనా చెప్పచ్చు ప్రాచీన ఆలయం కాదు కానీ ఒక విధంగా ప్రసిద్ధి చెందిన ఆలయమే विनायक विग्रह विनायक विग्रह राजराजेश्वरी देवी राजराजेश्वरी देवी శివపార్వతుల కళ్యాణం శివపార్వతుల కళ్యాణం శివపార్వతుల కళ్యాణం విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి శివ పట్టాభిషేకం తల్లిదండ్రులే ప్రధాన దైవములు వారిని ఆరాధించండి శివ పట్టాభిషేకం ఇక్కడ శనీశ్వర ఆలయము ప్రదక్షిణ చేయించడానికి నవగ్రహాలు నవగ్రహాలు నవగ్రహాలు జుట్టు ప్రదక్షిణ చేయాలి nawag dalhalo. Ikla. Kalau tahu sama kak. నాగేంద్రుడు నాగేంద్రుడు తులసి మారేడు మారేడు వృక్షం మారేడు చెట్టు లాగలంపూడిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయము ఆగలంపూడిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయం ఇది అగనంపూడిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం అగనంపూడిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం ఆగలంపూడిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం గర్భగుడి ఉమామహేశ్వర స్వామి గర్భగుడి ఉమాదేవి తర్వాత ఆగ్నాంపూర్లో దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్దాం చాలా బాగుంటుంది దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్దాం